ఒక్కటి ఇస్తాం మస్తు వస్తుంది వైఖరే వైఖరే

త్రాగునీటికే నోసుకొని తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు సచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే పట్టుదలతో తెచ్చిన తెలంగాణను అదే సంకల్పంతో అదే పట్టుదలతోటి కేసీఆర్ గారు త్రాగునీరు నిండుగా ఇచ్చి సాగునీరు ఇచ్చి మంచి విత్తనాలు ఇచ్చి మంచి ఎరువులు ఇచ్చి నిండుగా కరెంట్ ఇచ్చి రైతు సస్తి ఐదు లక్షలు ఇచ్చి ఆదుకున్న నేపథ్యంలో రైతులు నిండుగా పంటలు పండించుకోవడం మొదలు ఇవాళ ఒకనాడు